అరే నతానియల్ బూట్లు కొనుక్కున్నావురా సూపర్ ఉన్నారా నాకు చెప్పరా నేను కొనుక్కుంటా దేవుడు మమ్మల్ని ధాన్యాల్ని ముట్టద్దన్నాడు ధాన్యాలు అవును రాజైన దర్యావేషు ముప్పై దినముల వరకు తన యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనను చేసిన ఎడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడను అను శాసనము మీద సంతకం చేసెను దానియేలు రాజైన దర్యావేషు సంతకం చేసిన శాసనంను లక్ష్యపెట్టక సింహములకు భయపడక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు దేవునిని స్థుతించుచూ ఉన్నందుకు సింహముల గుహలో వేయబడెను అయితే ఆ సింహములు దేవుని ఆజ్ఞకు భయపడి దానియేలకు ఏ హానియూ చేయలేదు రాజైన దర్యావేషు దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగినప్పుడు దానియేలు దర్యావేషుతో ఈ విధంగా చెప్పనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి